సో ఈ వీడియోలో మనం జాబ్ చేంజ్ జాబ్ చేంజ్ గురించి మాట్లాడుకుందాం సడన్గా కొంతమంది మనకు ఎప్పుడన్నా ఫ్రెండ్స్ వెళ్ళి ఫ్రెండ్స్ కలిసినప్పుడు లేకపోతే లేదంటే ఫోన్లోనో ఏదైనా వీడియో కాల్లో మన ఫ్రెండ్స్ మాట్లాడుతూ ఉంటారు అరే ఏం చేస్తున్నావు అంటే అరే నేను పలానా దాంట్లో చేస్తున్నారంటే అంటే నీ ప్యాకేజ్ ఎంత అని అడుగుతారు నీ ప్యాకేజ్ ఎంత అని అడుగుతారు సో వెంటనే మనం ఆత్మ న్యూన్యతకు ఉన్నాం అయ్యి ఉన్న శాలరీ ఇంతేనా వానికి డెబ్బై వేలు వస్తున్నాయి వానికి లక్ష రూపాయలు వస్తున్నాయి అని చెప్పేసి అని వెంటనే డిసిషన్ తీసుకుంటారు నేను కూడా చేంజ్ అవుతా అని చెప్పేసి అని సో అలా ఎట్టి పరిస్థితుల్లో చేయకండి ఫ్రెండ్స్ ఎందుకంటే అట్లా అట్లా చేసి చాలామంది ఉన్న జాబ్ కూడా పొడగొట్టుకొని సూసైడ్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు సో కాబట్టి వెంటనే ఇంకొకరు ప్యాకేజ్తో పోల్చుకొని వెంటనే జాబ్ చేంజ్ అవుతా అన్న ఆలోచన మాత్రం అసలే పెట్టుకోకండి ఎందుకంటే ప్రస్తుతం మార్కెట్ చాలా దారుణంగా ఉంది సో లాక్డౌన్ కారణంగా చాలా జాబులు పోయినాయి సో చాలామంది work from work from home ఇచ్చిన వల్ల కూడా అది కూడా తగ్గించేసిళ్ళు సో కాబట్టి జ ఈ జాబ్ చేంజ్ విషయంలో మాత్రం కంపల్సరీ మీరు జాగ్రత్త వహించాలి ఎవరో ఫ్రెండ్ అరే నీ రెజ్యూమ్ నాకు పంపించరా నేను నీకు ఈజీగా ఫార్వర్డ్ చేస్తా నాకు తెలిసిన హెచ్ఆర్ ఉన్నాడు అని చెప్పేసి అని అట్లా అట్లా మీ ఫ్రెండ్ మాటలు పట్టుకోండి కొంతమంది ఉంటారు ఫ్రెండ్స్ జెన్యున్గా ఉంటారు హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు మనకు ఎంతోమంది ఫ్రెండ్స్ మనకు హెల్ప్ చేస్తేనే మనం ఈరోజు ఇంత సక్సెస్ స్థాయిలో కూడా ఉన్నాం అని కాదు కొంతమంది మాత్రం వెంటనే అంటారు అంటే మన పొటెన్షియల్ తెలుసుకోకుండా లేదంటే వేరే జాబ్ మనకు ఎక్స్పీరియన్స్ ఉన్న దాంట్లోనే చేంజ్ కావాలి సడన్గా వెంటనే మార్కెటింగ్ చేసే అతను పోయి సాఫ్ట్వేర్లో శాలరీ ఎక్కువ వస్తుందిరా ఏం ఏం కాదు వచ్చేరా చేంజ్ చేసుకుందాం మనోడే ఉన్నాడు మన తెలిసినోడే ఉన్నాడు చిచ్చగాడు అని చెప్పి చెప్తూ ఉంటారు అది మాత్రం చేస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మనం ఇక కోలుకోలేని దెబ్బ పడుతుంది లైఫ్లో కాబట్టి అట్లా చేయకండి ఏదైనా జాబ్ కనుక జాబ్ చేంజ్ అవుతాయి అనుకుంటే మాత్రం కంపల్సరీగా మీరు పూర్తిగా తెలుసుకోండి ఒక టూ మంత్స్ ముందు నుండే దాన్ని రీసెర్చ్ చేసుకోండి ఏ కంపెనీ ఎక్కడ జాబ్ చేయాలి వెంటనే మానేసి అనుకోండి ఆ టూ మంత్స్ మాత్రం గడ్డు కాలం ఉంటుంది ఎవ్వరికి చెప్పలేని పరిస్థితి ఉంటుంది సో కాబట్టి వెంటనే జాబ్ చేంజ్ చేంజ్ చేసుకోకండి మీకు గతంలో ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్న జాబ్ మాత్రమే ఎంచుకోండి అంతేగాని అరే ఈ ఫీల్డ్లో పోతే ఎక్కువ వస్తాయి సాఫ్ట్వేర్లు ఎక్కువ వస్తాయి మార్కెటింగ్లు ఎక్కువ వస్తాయి లేకపోతే ఎంటర్ప్రీనర్షిప్లు ఎక్కువ వస్తాయి లేకపోతే రియల్ ఎస్టేట్ అట్లా ఏం థాట్ చే అట్లా ఏం థింకింగ్ చేయకండి ఎందుకంటే మనం థింక్ చేయడం అనేది ఒకసారి మొదలుపెట్టినామంటే అది ఎండ్ అనేది ఉండదు మనకు కూడా కంక్లూజన్ దొరకదు అసలు మనం ఏం ఆలోచిస్తున్నామని చెప్పేసి కాబట్టి జాబ్ చేంజ్ చేసే ముందట జాబ్ చేంజ్ అవ్వాలనుకునే ముందు మాత్రం కంపల్సరీగా ఆలోచించండి మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న ఫీల్డ్లో మాత్రమే వెళ్ళండి డబ్బులు ఎక్కువ వస్తున్నాయని చెప్పి వేరే కొత్త ఫీల్డ్లో కనుక పోతే లాస్ట్కు మాత్రం చిప్పే మిగులుతుంది ఓకేనా ఇట్లా అంటున్నాను ఏమనుకోకండి ఎందుకంటే మా ఫ్రెండ్స్ చాలామంది వేరే వేరే పూణే బెంగళూరు చెన్నై ఇట్లా వెళ్ళి వాళ్ళు చేసిందేమో గతంలో డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ జాబ్స్ వాళ్ళు వెళ్ళిందేమో డిఫరెంట్ టూ మంత్స్కే వచ్చేసిళ్ళు త్రీ మంత్స్కే వచ్చేసిళ్ళు సో అట్లా ఆలోచి మనం ఏదైనా చేసే ముందు కనుక ఆలోచించి మనకు గతంలో ఉన్న ఎక్స్పీరియన్స్ దాన్ని బట్టి మాత్రమే జాబ్ కనుక చూసుకున్నట్లయితే మనకు బాగుంటుంది అంతే తప్పించి డబ్బులు వస్తాయి డబ్బులు ఎక్కువ వస్తాయి అని చెప్పేసి అని కనుక వేరేది ఏదైనా చేసినామంటే మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు మనం దాంట్లో జాబ్ చేయలేం సో కాబట్టి దయచేసి ప్లీజ్ జాబ్ చేంజ్ అయ్యే ముందట మాత్రం కంపల్సరీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోండి మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నది మాత్రమే ఎక్స్పీరియన్స్ దేంట్లో అయితే ఉన్నదో అటువంటి ప్లాట్ఫామ్ మా అటువంటి ప్లాట్ఫామ్లోకి మాత్రమే వెళ్ళండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్